హలో మై డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో ఒక ముఖ్య టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం సో అదేంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు జనరల్గా ప్రపంచంలో మొత్తం మూడు రకాల దేశాలు ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాలు ఒకప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనే విషయాన్ని ఆ దేశంకి వచ్చే జాతీయ ఆదాయం ఆధారంగా నిర్ణయించేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో మహబూబ్ ఉల్ హక్ అనే అతను దేశాలు అభివృద్ధి ఎలా చెందాయి అనే విషయంపై ఒక కొత్తగా రిపోర్టును తయారు జరిగింది సో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆ దేశాల యొక్క ప్రజల జీవన ప్రమాణ స్థాయితో పాటు అనేక అంశాలను తీసుకొని అప్పుడు ఆ దేశాలు అభివృద్ధి చెందినయా చెందుతున్నాయా వెనుకబడ్డా అనే విధంగా నిర్ణయించడం జరిగింది సో బేసికల్గా ఆ రిపోర్ట్లో కనిపించిన అంశాలు ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి ఆ దేశంలో ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ దేశాన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యక్ష ఉదాహరణగా భారతదేశాన్ని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం మనం భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మొదటిగా మనం చూసినట్లయితే మొదటి లక్షణాన్ని అల్ప తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం సో మన భారతదేశంలో చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం సగటున తొంభై వేల రూపాయలుగా మనకు చెప్పుకోవచ్చు సో ఇదే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే స్విట్జర్లాండ్లో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలుగా అమెరికాలో దాదాపు యాభై వేల డాలర్లుగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ మన దేశంలో వచ్చేసరికి చాలా తక్కువగా ఆదాయం ఉంటుంది సో అల్ప తలసరి ఆదాయం వల్ల మనం అభివృద్ధి చెందలేకపోతాం దాని తర్వాత ఏంటంటే మనం ప్రధాన లక్షణం ఏంటంటే వ్యవసాయ రంగ ప్రాధాన్యత నేటికి భారతదేశంలో నలభై శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు సో ఇక్కడ మన దేశం వ్యవసాయ రంగం నుంచి కేవలం పదమూడు శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతుంది అంటే వంద మంది భారతీయులలో నలభై మంది వ్యవసాయం చేస్తే భారతదేశం వంద రూపాయలు సంపాదిస్తే అందులో కేవలం పదమూడు రూపాయలు మాత్రమే ఏ రంగం నుంచి వస్తున్నాయి మనకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్నాయి సో ఈ వ్యవసాయ రంగంలో అధిక ప్రాధాన్యత ఉండడం వల్ల మనం ఒక రకంగా వెనకబడ్డట్టుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర నలభై శాతం మంది ఆధారపడితే అమెరికాలో జస్ట్ త్రీ పర్సెంటేజ్ మూడు శాతం మంది జపాన్లో ఒక శాతం మంది జర్మనీలో నాలుగు శాతం మంది అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో అతి తక్కువ స్థాయి ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడతారు సో ఆ విధంగా వ్యవసాయ రంగంపై మూడు శాతం మంది ప్రజలు ఆధారపడ్డా వాళ్ళ దేశానికి సరిపడా ఆహార ఉత్పత్తులు చేసి చేపట్టి మిగిలిన విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉన్నది కానీ మన దేశంలో నలభై శాతం మంది ఆధారపడ్డప్పటికీ నూట ముప్పై ఐదు కోట్ల మందికి కనీస ఆహార సౌకర్యాలు కొందరికి లేని పరిస్థితి ఉన్నది సో తర్వాత చెప్పుకున్న లక్షణం ఏంటంటే మనకు మూలధన లోటు మనం పరిశ్రమలు స్థాపించాలన్నా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందు నడవాలన్నా మనకు ప్రధానంగా ఏమవసరం ఆర్థిక వనరులు అవసరం సో మన దగ్గర ఏమున్నది మూలధన లోటు ఉన్నది ఈ మూలధన లోటు వల్ల మనం పొదుపు చేయలేకపోతున్నాం పొదుపు చేయడం వల్ల ఏం జరుగుతుంది పొదుపు పెట్టుబడిగా మారి ఆ పెట్టుబడి ఏం జరుగుతుంది మూలధనంగా వస్తుంది కానీ భారతదేశంలో ప్రధానంగా మూలధనుడు ఉండడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత లక్షణం చూసుకున్నట్లయితే మనకు సాంకేతికంగా వెనుకబాటు నేటికి మనం వ్యవసాయ రంగంలో పురాతన పద్ధతులనే పాటిస్తున్నారు ఇంకా టెక్నాలజీ మనం అప్డేట్ కాలేకపోతున్నాం ఒక పది సంవత్సరాల క్రితమే మనం ఏం చేసినాం మొబైల్ ఫోన్లు యూజ్ చేస్తున్నాం సో రెండు వేల ఐదవ సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రారంభమైంది అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే వాళ్ళకు మొబైల్ ఫోన్లు కానీ నెట్వర్క్ కానీ కమ్యూనికేషన్ కానీ అందుబాటులో ఉంది మనం ఏ పని చేయాలన్నా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మనం ఇప్పటికి ఏం చేస్తున్నాం అనేకంగా మనం అన్ని రంగాల్లో సాంకేతికంగా వెనుకబాటు ఉన్నది సాంకేతిక వెనుకబాటు వల్ల ఏ రంగంలో అయినా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాము తద్వారా మనం ఇతర దేశ పోలిస్తే మనం వెనకబడినట్లుగా చెప్పుకోవచ్చు సో అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి మీకు సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక బస్సులో యాభై మంది మాత్రమే ప్రయాణించాలి సో మన దగ్గర ఏంటున్నది ఒక బస్సులో యాభై మంది కంటే వంద మంది కంటే ఎక్కువ కూడా ప్రయాణిస్తారు అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఎంతమంది అవసరమో బస్సులో అంతమంది మాత్రమే ప్రయాణిస్తారు కారణం ఏంటంటే మనకు అవస్థాపన సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే జనాభా ఎక్కువగా ఉంది అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం అభివృద్ధిలో వెనుకబడ్డట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా జనాభా లక్షణాలు ప్రపంచ జనాభాతో పోలిస్తే భారతదేశ జనా భారతదేశంలో అత్యధిక మంది యువకులు ఉన్నారు ఉన్న జనాభాలో దాదాపు ముప్పై ఆరు శాతం మంది పద్దెనిమిది నుండి ముప్ నలభై సంవత్సరాల మధ్య వయసు గలవారే కానీ వీరిని మనం వీరి శక్తియుక్తులను సరిగా వినియోగించుకోలేకపోతున్నాము దానివల్ల కూడా మనం వెనకబడిగా చెప్పుకోవచ్చు తర్వాత మరో ముఖ్య లక్షణం ఏంటంటే అధిక నిరక్షరాస్యత ప్రస్తుతం భారతదేశంలో అక్షరాస్యత రేటు పురుషుల్లో డెబ్బై ఆరు శాతంగా స్త్రీలలో అరవై ఐదు శాతంగా ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అక్షరాస్యత ఎక్కువగా ఉంది భారతదేశంలో అత్యధిక అక్ర అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే కేరళ నైంటీ త్రీ పర్సెంటేజ్ అక్షరాస్యత ఉన్నది అక్కడ ఎర్నాకుళంతో పాటు మరికొన్ని జిల్లాలలో వంద శాతం అక్షరాస్యత అందుకే చదువు రాని ఎవరు లేరు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనకు విద్యావంతులు అక్షరాస్య రెండు రకాలు ఉంటారు మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే మనకు విద్యావంతులు అవసరం అక్షరాస్యులు అవసరం లేదు బస్సు బోర్డు చూడడం బస్సు బోర్డు చదవడం వచ్చిన వాళ్ళు ఎవరు అక్షరాస్యులు మరి విద్యావంతులు ఎవరు ఎప్పుడైతే తన యొక్క పనిని ఆలోచించే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని మనం విద్యావంతునిగా చెప్పుకోవచ్చు కానీ మనం కేవలం అక్షరాస్యుల్ని మాత్రమే తయారు చేస్తున్నాం విద్యావంతులను తయారు చేయడం లేదు సో మన దగ్గర నిరక్షరాస్తి ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో వయోజన మహిళల్లో చూసినట్లయితే కేవలం ఇరవై శాతం మంది మాత్రమే అక్షరాస్యులే ఉన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది సంవత్సరాల పైబడి వయోజనుడు వాళ్ళలో వంద మంది ఎంతమంది చదువుకున్నారు ఇప్పటికీ ఇరవై శాతం మంది మాత్రమే చదువుకుని ఉన్నారు అదేవిధంగా మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే మన దగ్గర ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే పట్టణ లైఫ్ విలేజ్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాడే వస్తువులు కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు వాడే వస్తువులని అనేక రకమైన తేడాలు ఉన్నాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న ఒక హోటల్లో మధ్యాహ్నం భోజనం చేస్తే దాని ఖరీదు ఆరు రూపాయలు అదే గ్రామీణ ప్రాంతంలో ఆరు వేలు పెడితే కొన్ని రోజులు బతుకుతారు అంటే మన సమాజం ఉన్నది ఒకటే దేశంలో ఒకటే ఆర్థిక వ్యవస్థలో కానీ ఉన్న వాళ్ళకు ఒక రకమైన సౌకర్యాలు లేని వాళ్లకు మరొక రకమైన సౌకర్యాలు జరిగింది దాన్ని ఏమవచ్చు మనం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా కూడా మనం వెనుకబడిపోతున్నాం మన దేశంలో చివరి ఇరవై శాతం మందికి ఒక్క రూపాయి సంపాదన కూడా లేదు దేశ సంపదలో నలభై శాతం సంపద మొదటి ఐదు శాతం మంది చేతుల్లో ఉంది దాని ద్వారా మనకు ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి ఇలా ద్వంద్వ ఆర్థిక వ్యవస్థల వల్ల మనం భారతదేశం వెనుకబడిపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే సహజ వనరుల అల్ప వినియోగం సహజ వనరులు సారవంతమైన భూమి సరిపడినంత నీరు ఖనిజ వనరులు ఇనుము మాంగనీస్ బాక్సైట్ ఇలా అనేక రకాల సహజ వనరులు మన దే మన దేశంలో విపరీతంగా ఉన్నాయి కానీ దాన్ని సకాలంలో వెలికి తీసి వినియోగించుకునే టెక్నాలజీ మనకు ఇంకా అభివృద్ధి చెందలేదు సో దాంతో ఏం చేస్తున్నామంటే అనేక రకాల సహజ వనరులను మనం వదిలేస్తున్నాం నీటిని కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని మనం ప్రతి సంవత్సరం కొన్ని వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది సంవత్సరం ఒక సీజన్లో రెండు వేల టీఎంసీల నీరు కృష్ణా గోదావరి నదుల నుండి సముద్రంలో కలిసిపోతుంది వృధాగా సో ఆ నీటిని మనం వినియోగించుకున్నట్లయితే దాని ద్వారా పంటలు వండి తద్వారా గ్రామాలు ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనంతరం ఉద్యమిత్వం లేకపోవడం ఉద్యమిత్వం అంటే నూతన పద్ధతిని వినియోగించి వారు చేసే పనిలో కొత్తదనాన్ని కోరుకోవడం మన దగ్గర ఏంటంటే కొత్త పద్ధతులని తీసుకోవడానికి ప్రజలు అంత తొందరగా అలవాటు పడరు సో దానివల్ల ఏంటంటే ఆర్థిక వ్యవస్థ స్తబ్దంగా ఉంటుంది ఎప్పుడైతే ఉద్యమిత్వ నైపుణ్యం అన్ని రంగాల్లో ఉద్యమిత్వ నైపుణ్యం ఉంటుందో అప్పుడు మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది